మేషరాశి ఆదాయం కొంత నిరాశపరిచినా అవసరాలు తీరతాయి కష్టపడ్డా ఫలితం ఆశించిన విధంగా ఉండదు బంధువర్గంతో విభేదిస్తారు ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు ఆరోగ్యపరంగా కొంత ఇబ్బంది ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు అనుకున్న కార్యాలు చక్కదిద్దడంలో కుటుంబ సభ్యులు సహకరిస్తారు వ్యాపారులకు లాభాలు అంతగా కనిపించవు పెట్టుబడుల్లో నిదానం పాటించాలి ఉద్యోగులకు అనుకోని మార్పులు జరిగే అవకాశం ఉంది బాధ్యతలు పెరుగుతాయి రాజకీయవేత్తలు కళాకారులు క్రీడాకారులు అవకాశాలు చేజార్చుకుంటారు షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి వారాంతంలో ధన వస్తులాభాలు నూతన పరిచయాలు వృషభ రాశి చేపట్టిన కార్యక్రమాలు కొంత మందగిస్తాయి వ్యయ ప్రయాసలు ఆరోగ్యపరంగా చికాకులు ఎదుర్కొంటారు విద్యార్థులకు కొంత నిరాశ ఎదురవుతుంది ఇంటి నిర్మాణ యత్నాలు నిదానిస్తాయి ఆదాయం సామాన్యంగా ఉంటుంది సన్నిహితులే సమస్యలు సృష్టించే వీలుంది ఆలోచనలు స్థిరంగా ఉండవు వ్యాపారులు పెట్టుబడులు సమకూరినా ముందుకు సాగలేని పరిస్థితి కళాకారులు క్రీడాకారులకు సమస్యలు కాస్త తీరే సమయం షేర్ల విక్రయాలలో తొందరపాటు వద్దు వారారంభంలో శుభవార్తలు ముఖ్య నిర్ణయాలు మిథున రాశి సంఘంలో గౌరవం పెరుగుతుంది విలువైన సమాచారం అందుతుంది ఆరోగ్య సమస్యలు తీరతాయి బంధువర్గం నుంచి సహాయ సహకారాలు అందుతాయి రావాల్సిన సొమ్ము అందుతుంది ద్విగుణీకృత ఉత్సాహంతో విద్యార్థులు విజయాలు సాధిస్తారు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు రాజకీయవేత్తలకు విశేష ఆదరణ పరిశోధకులకు పట్టింది బంగారమే షేర్ల విక్రయాలు లాభిస్తాయి వారం మధ్యలో ధన వ్యయం సోదరులతో వివాదాలు పరిష్కారం కర్కాటక రాశి కార్యక్రమాలలో ఆటంకాలు చికాకు పరుస్తాయి కష్టపడ్డా ఫలితం అంతగా ఉండదు వివాదాలకు దూరంగా ఉండడం మంచిది భూములకు సంబంధించిన అగ్రిమెంట్లు వాయిదా పడతాయి బంధువులు స్నేహితుల నుంచి కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు నిరుద్యోగుల యత్నాలు నెమ్మదిగా సాగుతాయి వ్యాపారులకు అనుకున్న లాభాలు కష్టమే ఉద్యోగులకు బదిలీలు రావచ్చు కళాకారులకు కొన్ని అవకాశాలు పోగొట్టుకుంటారు పరిశోధకులు క్రీడాకారులకు ఒత్తిడులు తప్పవు షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి వారారంభంలో అనుకోని ఖర్చులు దూర ప్రయాణాలు సింహరాశి నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు ఆదాయం కొంత పెరుగుతుంది రుణ బాధలు తొలగుతాయి ఆలోచనలు తక్షణం అమలు చేస్తారు చిరకాల స్నేహితులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు స్వల్ప రుగ్మతలు విస్తరణ యత్నాలు కలిసి వస్తాయి ఉద్యోగులు కొత్త ఆశలతో ముందుకు సాగి విధులు నిర్వహిస్తారు రాజకీయ వర్గాలకు పదవుల్లో కొత్త బాధ్యతలు వారం మధ్యలో ఆకస్మిక ప్రయాణాలు కుటుంబంలో ఒత్తిడులు కన్యారాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి రుణాలు తీరుస్తారు మీ ఆశయాలు నెరవేరుతాయి ఆలోచనలు కార్యరూపంలో పెడతారు చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు ప్రముఖులతో పరిచయాలు ఆరోగ్యం కుదుట పడుతుంది కోర్టు వివాదాలు కొలిక్కి వస్తాయి ఆహ్వానాలు అందుతాయి పారిశ్రామికవేత్తలకు సంతోషకరమైన సమాచారం పరిశోధకులకు కలిసి వచ్చే కాలం వారాంతంలో దూర ప్రయాణాలు శ్రమ తప్పదు తులారాశి ఆదాయం సమృద్ధిగా ఉంటుంది దీర్ఘకాలిక సమస్యలు తీరే సమయం కొత్త కాంట్రాక్టులు కైవసం చేసుకుంటారు విద్యార్థుల ప్రతిభా పాఠవాలు వెలుగులోకొస్తాయి చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలురుగా మారతారు స్వల్ప శారీరక రుగ్మతలు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు రాజకీయవేత్తలకు విశేష గుర్తింపు లభిస్తుంది పరిశోధకులకు ఆహ్వానాలు అందుతాయి వారారంభంలో ఆకస్మిక ప్రయాణాలు బంధువులతో విభేదిస్తారు వృశ్చిక రాశి ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి అనుకోని ఖర్చులు ఎదురవుతాయి ఇంతకాలం పడ్డ శ్రమ వృధాగా మిగులుతుంది విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి స్నేహితులతో విభేదిస్తారు స్వల్ప శారీరక రుగ్మతలు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఒక సంఘటన ఆకట్టుకుంటుంది ఇంటి నిర్మాణాలు వాయిదా వేస్తారు శ్రమ మరింత పెరుగుతుంది వ్యాపారులు లాభాల కోసం చేసే యత్నాలు మందగిస్తాయి పెట్టుబడిలో నిదానంగా వ్యవహరించండి ఉద్యోగులకు మరిన్ని బాధ్యతలు తప్పవు రాజకీయవేత్తలు ఆచితూచి వ్యవహరించాలి కళాకారులు క్రీడాకారులకు కొంత నిరాశ షేర్ల విక్రయాలు అంతగా అనుకూలించవు వారాంతంలో ధనలాభం కార్యసిద్ధి ధనురాశి ఎంత ప్రయత్నించినా కొన్ని కార్యాలు మందకొడిగానే సాగుతాయి నిర్ణయాల్లో ఆచితూచి వ్యవహరించండి ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి ఆకస్మిక ప్రయాణాలు కుటుంబంలో ఒత్తిడులు పెరుగుతాయి విద్యార్థుల శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలంగా ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు శారీరక రుగ్మతలు వ్యాపారులకు అందిన పెట్టుబడులు సంతృప్తినివ్వవు లాభాలు స్వల్పమే ఉద్యోగులకు హఠాత్తుగా మార్పులు జరుగుతాయి రాజకీయవేత్తల కృషి ఫలించదు పారిశ్రామికవేత్తలు కళాకారులకు పర్యటనలు వాయిదా షేర్ల విక్రయాలు స్వల్పంగా లాభిస్తాయి వారారంభంలో ధన వ్యయం బంధువులతో వివాదాలు మకర రాశి కొత్త కార్యాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఆశయాల సాధనలో ముందుకు సాగుతారు విద్యార్థుల భవిష్యత్తుపై కొత్త అంచనాలు వివాదాల నుంచి బయటపడతారు ఆధ్యాత్మిక భావాలు పెరుగుతాయి పరిస్థితులు అనుకూలిస్తాయి నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది రావాల్సిన సొమ్ము అందుతుంది పారిశ్రామిక రాజకీయవేత్తలకు మరింత ఉత్సాహం షేర్ల విక్రయాలు లాభిస్తాయి వారం మధ్యలో దూర ప్రయాణాలు అప్పులు చేస్తారు కుంభరాశి ఈ వారం ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి జీవిత లక్ష్యాలు నెరవేరే సమయం ఆసక్తికరమైన సమాచారం అందుతుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు నిరుద్యోగులకు ఉద్యోగ యోగం ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు ఆరోగ్యపరంగా మెళకువలు పాటించాలి వ్యాపారాలు ఆశించిన లాభాల దిశగా సాగుతాయి ఉద్యోగులకు ఒక సందేశం ఊరటనిస్తుంది పారిశ్రామిక వర్గాలకు మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది వారం మధ్యలో అనుకోని ఖర్చులు మానసిక శాంతి మీనరాశి ఆదాయం కొంత నిరాశపరిచినా అవసరాలు తీరతాయి కొన్ని కార్యాల్లో ఆటంకాలు దూర ప్రయాణాలు బంధువులతో విభేదిస్తారు ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చిన్ననాటి స్నేహితులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు స్వల్ప శారీరక రుగ్మతలు ప్రత్యర్థులను కూడా ఆకట్టుకుంటారు ఉద్యోగులకు విధుల్లో శ్రమ పెరుగుతుంది కళాకారులు పరిశోధకులకు నిరుత్సాహంగా ఉన్నా చివరిలో లబ్ధి పొందుతారు పారిశ్రామికవేత్తలకు సామాన్యంగా ఉంటుంది షేర్ల విక్రయాలలో తొందరపాటు వద్దు వారారంభంలో శుభవార్తలు ముఖ్య నిర్ణయాలు